శ్రీ గురుభ్యో నమ పరమ పవిత్రమైన నా ఆత్మబంధువులందరికీ నమస్కారం కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారికి సంబంధించిన శక్తిని అందరికీ తెలియచేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆశ్వేజ మాసంలో రెండవ రోజున విధియ రోజున అమ్మవారికి మనం బ్రౌన్ శనగలు అంటే శనగలను మనము నైవేద్యంగా చెల్లించాల్సి వస్తుంది ఆ రోజున అమ్మవారి యొక్క అవతారము బాలా త్రిపుర సుందరి అవతారము ఈ యొక్క బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారం అంటే చాలా శక్తివంతమైనటువంటి అవతారము చాలామంది మహిమలు తెలిసినటువంటి స్వామీజీలు బాబాలు గురువులందరూ కూడా బాలా మంత్రాన్ని స్వీకరణ చేస్తూ ఉంటారు బాలా మంత్రాన్ని ఉపాసిస్తూ ఉంటారు ఆ బాలా మంత్రాన్ని ఉపాసన చేసేటప్పుడు వారికి దివ్య జ్ఞానం బోధపడుతుంది అంత గొప్ప శక్తివంతమైనటువంటి అవతారమే బాల త్రిపుర సుందరి అమ్మవారి అవతారము ఆ రోజున అమ్మవారికి లేత రంగు పింక్ రంగు కలిగినటువంటి వస్త్రాన్ని ధారణ చేస్తారు వస్త్రాన్ని ధారణ చేసిన అమ్మవారికి మీకు ఎవరైనా గురువులు బాల అమ్మవారి యొక్క మంత్రాన్ని ఉపదేశం చేస్తే ఆ యొక్క అమ్మవారి మంత్రాన్ని మీరు తప్పకుండా జపించవచ్చు ఆ అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకోవడానికి మీరు ప్రధానంగా చేయాల్సినటువంటి ఆరాధన మీ ఇంట్లో అమ్మవారి మూర్తి కానీ అమ్మవారి యొక్క ఫోటో కానీ ఉంటే పింక్ రంగు కలిగినటువంటి ఒక వస్త్రాన్ని అమ్మవారికి వస్త్రంగా చెల్లించి లేకపోతే పింక్ రంగు కలిగినటువంటి వస్త్రంతో అమ్మవారికి చీరను వస్త్రాన్ని ధారణ చేసి అప్పుడు అమ్మవారి దగ్గర ఈ మంత్రం చదవండి విధి రోజున సకల శుభాలు కలగాలంటే ఈ మంత్రం మీకు అద్భుతంగా పనిచేస్తుంది ఈ మంత్రము ఓం అమృతే అమృతేశాని అమృతోద్భవి అమృతేశ్వరి అమృతవర్షం కురుకురు అమృతవర్షిని అమృతం కురుకురు స్వాహ ఈ మంత్రాన్ని మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ మంత్రాన్ని చూసి సాధన చేయండి ఈ మంత్రాన్ని ఎవరైతే సాధన చేస్తారో విధియ రోజున ప్రత్యేకంగా వారి ఇంట సకల శుభాలు కలగడమే కాకుండా తినడానికి ఉండడానికి కావలసినటువంటి లోటు అనేది ఎప్పుడూ కలగకుండా ఉండడానికి అద్భుతమైన మంత్రంగా పనిచేస్తుంది ఈ యొక్క విధి రోజున బాల అమ్మవారి యొక్క అవతారం చేసేటప్పుడు చదివేటటువంటి ఈ యొక్క మంత్రం వలన అలాగే ఈరోజు ఎవరైతే భరణి నక్షత్రంలో పుట్టారో భరణి నక్షత్రం పుబ్బా నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఈ మూడు నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు తప్పకుండా ఈ యొక్క మంత్రాన్ని అభ్యసించడం ద్వారా సర్వదా సకలైశ్వర్యాలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది పూజా సంబంధమైనటువంటి వ్యవహారాలకు సంబంధించి అన్ని పుస్తకాలు కూడా రాజమండ్రి మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యంలో అన్ని పుస్తకాల షాపుల్లో కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక భక్తి సంబంధమైన పుస్తకాలన్నీ కూడా మాకు లభించే అవకాశం ఉంది భక్తితో చదవండి మంచి ఫలితాలు అనుభవిస్తారు మీరందరూ కూడా అలాగే ఈ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఒక రూపాయితో ఖర్చు లేకుండా సులువైన తేలికైనటువంటి పరిహారాలను మీకు చెప్పడమే మా పని మీరు ఆచరించండి చాలు మీ జీవితము మీకు ఏ ఇలా కావాలనుకుంటే అలా మార్పు చేసుకోవచ్చు మీ కోరికను సిద్ధింప చేసుకోవచ్చు ఇక్కడ కేవలం భక్తి కావాలి అలాగే ఈ యొక్క అమృత తుల్యమైనటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో మీ ఇరుగు పొరుగు వారికి మీ స్నేహితులకు అందరికీ షేర్ చేసి తెలియచేయండి మీ విలువైనటువంటి సలహా ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో రాయండి మీకు వెంటనే దానికి సంబంధించినటువంటి పరిహారాన్ని మేము తెలియజేయడానికి మరొకటి ఏదైనా అద్భుత కార్యక్రమం మరొకటి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివిమంగళాశీస్సు లభించుగాక శుభం భవతు